ఏటీఎంల మోసగాన్ని ఒంగోలు జిల్లా చీరాల పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఏటీఎం సెంటర్ల వద్ద మాటు వేసి అమాయకులు నిరక్షరాశీల లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు ఇతనిపై తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్నట్లు చెప్పారు ఏటీఎం కార్డు తీసుకొని నకిలీ కార్డులు అతనికిచ్చి బురిడి కొట్టించి వివిధ ప్రాంతాల్లో కోటి ఐదు లక్షలు డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు దీనిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుని కోసం గాలింపు చేపట్టి పర్చూరు మండలం వీరన్నపాలెనికి చెందిన వీరయ్య చౌదరి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పర్చూరు బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు అతని నుంచి ఆరు లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు twenty three seventy nine IPC అనే కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో కంప్లైనెంట్ అడ్డగడ్డ అడ్డగడ్డ చిన్న కోటేంద్ర బాబు అనే అతను పదిహేడు మార్చి పదిహేడుని సాయంత్రం నాలుగున్నరప్పుడు ఏటీఎంకి వెళ్తే అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంను మార్చి నా అకౌంట్లో ఉన్న లక్షన్నర డబ్బుల్ని నాలుగు విడతలుగా డ్రా చేశారని చెప్పి మనకు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మా ఎస్ఐ ఇక్కడ సీసీటీవీల ద్వారా అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది ఈ కేసులో దొంగతనం చేసిన వ్యక్తిని ఎం వేరేగా గుర్తించడం జరిగింది ఆయన గతంలో కూడా గుంటూరు అలాగే హైదరాబాద్లో కూడా అరెస్ట్ అయిన వ్యక్తి ఏటీఎం దొంగతనాలు చేసిన వ్యక్తి ఈరోజు పదమూడవ తారీఖున ఈరోజు సాయంత్రం మా ఎస్ఐ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అతను అదుపులో చేసుకొని అదుపులోకి తీసుకొని విచారించగా ఈయన గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక పద్నాలుగు అఫెన్సులు ఏటీఎం అఫెన్సులు సిమిలర్ అఫెన్సులు చేయడం జరిగింది అవి మన ఇక్కడ పరశువులతో పాటు చీరాల పొన్నూరు గూడూరు శ్రీకాళహస్తి చిత్తూరు పిడుగురాళ్ళ వరంగల్లో కూడా రెండు అఫెన్సెస్ చేశారు ఇలా ఈ పద్నాలుగు కేసుల్లో total lost property six lakhs ninety nine thousand four hundred rupees ఉన్నాయి ఇందులో ఈరోజు మిగిలిన ఆరు లక్షల డబ్బుల్ని ఈయన ఈ ముద్దాయి తన వద్ద అట్టు పెట్టుకొని ఒక తొంభై తొమ్మిది వేలని అతని యొక్క విలాసాల కోసం ఖర్చు చేయడం జరిగింది అఫెన్సెస్ చేసిన మధ్యలో మన అఫెన్స్ చేసిన తర్వాత కూడా ఇతను ఒకసారి గోవా వెళ్ళి అక్కడ క్యాసినోలో ఆటలు ఆడడం అవి చేయడం జరుగుతుంది అక్కడ కూడా గతంలో అఫెన్సెస్ చేసినట్టు రికార్డు ఉంది కేసులో మా ఇన్స్పెక్టర్ గారు మున్సిపల్ ఇన్స్పెక్టర్ గారు గారు అలాగే మా ఎస్ఐ పర్శూర్ ఎస్ఐ రామకృష్ణ గారు అలాగే మా క్రైమ్ పార్టీ నాగూరు అలాగే శ్రీ మిగిలిన కానిస్టేబుల్ అందరూ కూడా తొందరగా మార్చిలో సెవెంటీన్త్ అఫెన్స్ జరిగితే ఇప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడం అలాగే మా కేసులతో పాటు ఇంకా పదమూడు కేసులను డిటెక్ట్ చేయడంలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి తొందరగా డిటెక్ట్ చేశారు వీళ్ళకి మా గౌరవ ఎస్పీ గారు సత్య యేసుబాబు గారి ద్వారా రివార్డులు పెంచడం జరిగింది